एग्ज़ाम के लिए వస్తున్నానన్నా ఎవరు అదే బ్రో మార్నింగ్ ఎగ్జామ్కి వెళ్తుంటే డ్రాప్ చేశారు కదా నన్ను ఎగ్జామ్ ఎలా రాసావు బాగా రాశాను బ్రో సరే ఏమైనా తిన్నా ఏం వద్దు బ్రో పర్లేదురా పర్లేదురా బ్రో సరే ఇంకేంటి బ్రో సరే బ్రో నేను వెళ్తాను ఎలా వెళ్తావు బస్కి వెళ్ళిపోతాను బ్రో నేను డ్రాప్ చేస్తాను వద్దు బ్రో ఇట్స్ ఓకే పర్లేదు సరే నేను బయట వెయిట్ చేస్తాను నేను బిల్ పే చేస్తాను ఓకే ఓకే ఎంతండి డ్రైవ్ వద్దు బ్రో పర్లేదు డ్రైవ్ ఇట్స్ ఓకే పర్లేదు తీసుకొని డ్రైవ్ చేయబ్బా నువ్వు ఆ, కానీ అబ్బా పిలిచాడు వెళ్ళకపోతే బాగుండదు అక్కడికేమో పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారు వాళ్ళ మధ్యలో మనము బాగుండదేమో వాడేమనుకుంటున్నాడో ఏంటో బ్రో ఇక్కడ సతీష్ ఉండేది ఎక్కడ బ్రో అనుకున్నాడో ఏంటో తీసుకో ఏంటిది చూడు ఎందుకు తెచ్చావురా పార్టీకి నువ్వు రాలేదు కదా నీతో సెలబ్రేట్ చేసుకోవడానికి నేనే రిటర్న్ గిఫ్ట్ తీసుకొచ్చా రే ఆగండ్రా ఇట్రా రా హాయ్ వీడు నా ఫ్రెండ్ రా సరేరా బాయ్ రా డ్యాన్స్ చేద్దాం రే రారా రే రారా పెట్టి గిప్పని గుద్దుతే బేస్ మనం రావాలి నేను పేదరికంలో పుట్టడం నా తప్పారా ఇంకా ఎందుకురా దాని గురించి ఆలోచిస్తున్నావు నీకోసం మేము ఉన్నాం కదా అందరూ అవాయిడ్ చేస్తున్నారు నన్ను ఎందుకు ఎవరు అవాయిడ్ చేశారు రేపు నీకు ఇంటర్వ్యూ ఉంది కదా రేపు జాబ్ తెచ్చుకొని చూపించు ఇప్పుడు నేను కాదనుకున్న వాళ్ళే రేపు నీ దగ్గరికి వస్తారా నువ్వు దాని గురించి ఆలోచిస్తూ ఇప్పుడు టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నావు ఇప్పుడు జాబ్ తెచ్చుకున్నాను ప్రతిదీ నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది గుర్తుపెట్టుకో నీలా ఉండే వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ అవ్వాలి నువ్వు ఇలా ఉంటే ఎలా మేమున్నాం కదా నీకోసం మేము ఉంటాం కదా లైఫ్ లాంగ్ నీతోనే నిన్ను కాదన్న వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తున్నా ఇప్పుడు మేము ఉన్నాంగా నీతో ఇప్పుడు మేము సఫర్ అవడం నీకు ఓకేనా మరి మా ఫస్ట్ రేపు జాబ్ పక్కా జాబ్ తెచ్చుకొని చూపించు మళ్ళీ కథ వేరే లెవెల్ ఉంటుంది topic with